నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలంగాణలో పెంచిన ఆసరా పింఛన్ల అమలు లబ్దిదారులకు పత్రాలు పంపిణీ చేసిన మంత్రులు ప్రజాప్రతినిధులు జూన్ నుంచే వర్తింపు ఏపీలో వార్డు సచివాలయాల ఏర్పాటుకు మార్గదర్శకాలు విడుదల ఎల్లుండే నోటిఫికేషన్ ఆగస్టు పదహారు నుంచి రాత పరీక్షలు ఇంటర్వ్యూలు కేరళను ముంచెత్తిన వర్షాలు ఇద్దరు మృతి నలుగురు గల్లంతు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా పడుతున్న వానలు తమిళనాట పద్నాలుగు చోట్ల ఎన్ఐఏ సోదాలు అన్సరుల్లా ఉగ్రవాద సంస్థ కేసుపై తనిఖీలు పెద్ద సంఖ్యలో మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు స్వాధీనం రాజకీయ రంగు పులుముకున్న సోన్భద్ర ఘటన బాధితుల పరామర్శకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై ప్రియాంక గాంధీ మండిపాటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూత ఇంటికి వెళ్లి నివాళులర్పించిన ప్రధాని మోదీ రేపు నిగం బోద్ఘాట్లో అంత్యక్రియలు తెలంగాణలో పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది గతేడాది ఎన్నికల సమయంలో తెరాస ఇచ్చిన హామీ మేరకు రెట్టింపు చేసిన ఆసరా పింఛన్లకు సంబంధించి పంపిణీ పత్రాలను ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మంత్రులు ప్రజాప్రతినిధులు లబ్దిదారులకు అందజేశారు పండగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పింఛన్లు రెట్టింపు చేసినందుకు లబ్దిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు కొత్త పింఛన్ జూన్ నెల నుంచి వర్తించనుంది గతేడాది జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెరాస సర్కార్ తెలంగాణలో పెంచిన ఆసరా పింఛన్లకు సంబంధించిన పత్రాల పంపిణీని చేపట్టింది ఈ మేరకు దివ్యాంగులకు మూడు వేల పదహారు రూపాయలు వృద్ధులు వితంతువులు బీడీ కార్మికుల పింఛన్ రెండు వేల పదహారు రూపాయలు పెంచగా పెంచిన మొత్తానికి సంబంధించిన పత్రాల్ని మంత్రులు ప్రజాప్రతినిధులు ఇవాళ లబ్దిదారులకు అందజేశారు వేరువేరు ప్రాంతాల్లో పండగ వాతావరణంలో నిర్వహించిన కార్యక్రమాల్లో లబ్దిదారులకు పత్రాలు పంపిణీ చేశారు జూన్ నెల నుంచి రెట్టింపు చేసిన ఆసరా పింఛన్లు వర్తించనుండగా రాజధాని హైదరాబాద్లో పత్రాల పంపిణీని హోంమంత్రి మహమూద్ అలీ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు లో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు లబ్దిదారులకు పెరిగిన పింఛన్ పత్రాలు అందజేశారు మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పత్రాలు పంపిణీ చేశారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సిరిసిల్లలో ఆసరా లబ్దిదారులకు పత్రాలను అందజేసిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు ఇది ఎంతో శుభదినమని చెప్పిన ఆయన ఆయన ఏడాదికి పన్నెండు వేల కోట్ల రూపాయలతో యాభై లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నట్టు చెప్పారు పేదవాడి ముఖంలో సంతోషము చిరునవ్వు చూడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎన్ని వేల కోట్లు ఖర్చైనా పర్వాలేదు పేదవారు ఇంకొకరి మీద ఆధారపడే పరిస్థితి లేకుండా కేసీఆర్ గారు ఆయన ప్రేమతో మీకు ఇస్తున్న పెన్షన్ ఇది మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు హృదయం ఉన్న వాళ్ళైతే పేదవాడి కష్టం తెలిసిన వాళ్ళైతే పరిపాలన ఎట్లా ఉంటుందో చెప్పడానికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి పరిపాలననే ఒక మచ్చుతునక అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా యాభై ఏడేళ్లకే రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ కూడా ఇవ్వబోతున్నామనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పెరిగిన పింఛన్ల అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ పలు ప్రాంతాల్లో తెరాస కార్యకర్తలు లబ్దిదారులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది అన్నారం పంప్ హౌస్ నుంచి అధికారులు నీటిని ఎత్తిపోసే ప్రక్రియ పరిశీలించారు ఒకటో నంబర్ మోటారుకు వెట్రన్ నిర్వహించిన ఇంజనీరింగ్ అధికారులు సుందిళ్ల కి నీటిని ఎత్తిపోశారు అన్నారం పంప్ హౌస్ లో కనీస నీటి నిల్వ చేరుకోవడంతో అధికారులు మోటార్కు జలపరీక్ష చేశారు ఇప్పటికే మేడిగడ్డ వద్ద నీటిని నిల్వ చేసిన అధికారులు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోశారు గ్రామ సచివాలయాల తరహాలోనే పట్టణాల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇందుకు సంబంధించి విధి విధానాలను వెల్లడించింది నవరత్నాల అమలు ప్రభుత్వ సేవలను పౌరులకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో ఈ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయనున్నారు ఏపీలోని పురపాలికలు నగరపాలికల్లో మూడు వేల ఏడు వందల డెబ్బై ఐదు వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఆదేశించింది ప్రతి నాలుగు వేల జనాభాకు ఓ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్దేశించింది ఈ సచివాలయాల్లో పది మంది ఉద్యోగులను నియమించే విధంగా విధి విధానాల్ని రూపొందించింది ఈ నెల ఇరవై రెండున వార్డు సచివాలయ వాలంటీర్ల నియామకం నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయనుంది ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్య నియామక ప్రక్రియ పూర్తి చేయనుంది అక్టోబర్ రెండు నుంచి పట్టణ వార్డు సచివాలయాలు అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో తెలిపింది ముఖ్యమంత్రి జగన్ కు విదేశాంగ కార్యాలయం డిప్లొమాటిక్ పాస్పోర్ట్ జారీ చేసింది ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఈ పాస్పోర్ట్ జారీ చేశారు ఇప్పటి వరకు సాధారణ పాస్పోర్ట్ కలిగిన జగన్కు తదుపరి విదేశీ ప్రయాణాల్లో ప్రోటోకాల్ వర్తింపచేసేందుకు వీలుగా ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇచ్చారు ఇందుకోసం జగన్ తన భార్య భారతితో కలిసి విజయవాడలోని పాస్పోర్ట్ కార్యాలయానికి వచ్చి వివరాలు సమర్పించారు చేతివేలి ముద్రలు ఇతర వివరాలను అందజేశారు మరోవైపు వచ్చే నెల పదిహేను తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లనున్నారు ఈ పర్యటనలో జగన్ వైసీపీ ఎన్ఆర్ఐ విభాగం నిర్వహించే సదస్సుకు హాజరు కానున్నారు అన్సరుల్లా ఉగ్రవాద సంస్థ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు తమిళనాడు వ్యాప్తంగా పద్నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు ఈ కేసులో సౌదీ అరేబియా నుంచి వచ్చిన పద్నాలుగు మందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది రామనాథపురం జిల్లాలో ఐదు చోట్ల తేని జిల్లాలో రెండు ప్రాంతాల్లో చెన్నై మధురై తిరునెల్వేలి తంజావూర్ పెరంబలూర్ నాగపట్నం తిరువూరు జిల్లాల్లో ఒక్కో చోట ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు ఈ సోదాలో ఒక ల్యాప్టాప్ ఏడు మొబైల్ ఫోన్లు ఐదు సిమ్ కార్డులు మూడు మెమరీ కార్డులు ఒక హార్డ్ డిస్క్ కొన్ని సీడీలు డీవీడీలు యాబై డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ విభాగానికి పంపారు ఐసిస్ అల్ ఖైదా సిమి వంటి ఉగ్రవాద సంస్థలు ప్రభుత్వంపై పోరాటానికి అన్సరుల్లా అనే ఉగ్ర సంస్థను ఏర్పాటు చేశారనే పక్కా సమాచారంతో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది ఐసిస్ అల్ ఖైదా ఉగ్ర సంస్థలతో సంబంధం సంబంధాలు ఉన్నాయన్న కారణంతో సౌదీ నుంచి వచ్చిన పద్నాలుగు మందిని తమిళనాడు ఇద్దరిని మొత్తం పదహారు మందిని అరెస్టు చేయగా ఎనిమిది రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి ప్రత్యేక కోర్టు శుక్రవారం అంగీకరించింది వారిని వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లిన ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు ఉత్తరప్రదేశ్లో అల్లర్లు చెలరేగిన సోన్ భద్రకు వెళ్లేందుకు నిరాకరించిన పోలీసుల తీరును నిరసిస్తూ చునార్ అతిథి గృహం వద్ద నిరసనకు దిగిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆందోళన విరమించారు సోన్ భద్రకు వెళ్లేందుకు నిన్ననే వారణాసి నుంచి బయలుదేరిన ప్రియాంకను మార్గ మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు ఇందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియాంక తనను ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు ఈ పరిస్థితిలో ప్రియాంక మరికొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని చునార్లోని తీసుకుని అతిథి గృహానికి తరలించారు అయితే తాను బాధిత కుటుంబాలను కలవకుండా వెనుదిరిగేది లేదంటూ ప్రియాంక అతిథి గృహం వద్దే నిరసన చేపట్టారు ఈ మధ్యాహ్నం వరకు ఆమె నిరసన కొనసాగించారు ఒకవేళ తనను సోన్భద్రకు అనుమతించకుంటే భూ వివాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులను తన వద్దకు తీసుకురావాలని ఆమె పోలీసులను కోరారు చివరకు పోలీసులు కొంతమంది బాధిత కుటుంబీకులను చునార్ అతిథి గృహానికి తీసుకురాగా ఆమె వారిని ఓదార్చారు బాధిత కుటుంబీకులు తమ బాధ చెప్పుకోగా ప్రియాంక వారి కన్నీరు తుడిచారు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వారణాసి చేరుకుని కాశీ విశ్వనాథుడి ఆలయంలో పూజలు చేశారు ఆ తర్వాత ఢిల్లీ బయలుదేరి వచ్చారు అటు సోన్భద్ర అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది బాధిత కుటుంబాల పరామర్శకు రాజకీయ పార్టీల నేతలు సోన్భద్రకు వరుస కడుతున్నారు ఈ మేరకు వచ్చిన కాంగ్రెస్ తృణమూల్ బృందాలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు ముకుల్ వాస్నిక్ రాజ్ బబ్బర్ రాజీవ్ శుక్లా తదితర నేతలతో కూడిన కాంగ్రెస్ బృందం సోన్భద్ర వెళ్లే క్రమంలో వారణాసికి చేరుకోగా వారిని విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తృణమూల్ ఎంపీలు డెరిక్ ఒబ్రై అభిర్ రంజన్ బిశ్వాస్ ఆ పార్టీ నేత సునీల్ మోండల్తో కూడిన బృందాన్ని కూడా వారణాసి విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు బంగాల్లో ఇటీవలే చెలరేగిన హింసాత్మక ఘటనల్లో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన భాజపా నేతలను అక్కడి పోలీసులు అడ్డుకోగా ఇప్పుడు భాజపా అధికారంలో ఉన్న యూపీలో తృణమూల్ నాయకులను అడ్డుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది మరోవైపు ప్రియాంకను అడ్డుకోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పుపట్టారు ఇది యూపీ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని విమర్శించారు సోన్భద్రకు ఎవరూ వెళ్లకుండా అడ్డుకోవడం ద్వారా యూపీలోని భాజపా సర్కార్ తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ సీనియర్ నేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గుండెపోటుతో కన్నుమూశారు కొంతకాలంగా హృద్రోగ సమస్యతో బాధపడుతూ గతేడాది ఫ్రాన్స్లో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న ఆమెకు గత రాత్రి సమస్య తీవ్రం కాగా ఢిల్లీలోని పోర్టీస్ ఎస్కాట్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చేర్చారు అక్కడ వెంటిలేటర్పై చికిత్స చేస్తుండగానే ఈ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు ఎనభై ఒక్కేళ్ల షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు ఆమెకు కుమార్తె కూడా ఉన్నారు పంజాబ్ కపుర్తాలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మార్చి ముప్పై ఒకటిన జన్మించిన షీలా పాఠశాల నుంచి ఢిల్లీలోనే చదువుకున్నారు ఐఏఎస్ అధికారి వినోద్ దీక్షిత్ను పెళ్లి చేసుకున్న షీలా తొంభైవ దశకంలో కాంగ్రెస్లో చేరి రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో పార్లమెంటు వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు వరుసగా పదిహేనేళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు తరువాత కేరళ గవర్నర్ బాధ్యతలు చేపట్టిన ఆమె ఆరు నెలలకే రాజీనామా చేశారు ఈ సాయంత్రం షీలా దీక్షిత్ భౌతిక కాయాన్ని ఆమె ఇంటికి తరలించారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆమె భౌతిక కాయాన్ని కాంగ్రెస్ కార్యాలయానికి తరలిస్తారు మూడింటికి నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలు నిర్వహిస్తారు శీలా దీక్షిత్ మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా షీలా దీక్షిత్ ఇంటికి వెళ్లి ఆమెకు నివాళులర్పించారు షీలా కుటుంబ సభ్యులను ఓదార్చారు స్నేహశీలి ఉన్నత వ్యక్తిత్వం కలిగిన ఆమె ఢిల్లీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలు కూడా షీలా నివాసానికి వెళ్లి ఆమెకు నివాళులర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించారు కాంగ్రెస్ ప్రియపుత్రిక షీలా దీక్షిత్ మరణ వార్త తనను తీవ్ర వేదనకు గురిచేసినట్లు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు ఆమెతో తనకు వ్యక్తిగతమైన అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు పలువురు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు షీలా దీక్షిత్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు కేరళలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇద్దరు మృతి చెందారు ముగ్గురు తమిళనాడు మత్స్యకారులు సహా నలుగురు గల్లంతయ్యారు తిరువల్లలో చేపలు పడుతుండగా యాభై మూడేళ్ల కోషి వర్గీస్ మణిమాల నదిలో మునిగిపోగా కొల్లాంలో చెట్టుపడి దిలీప్ కుమార్ మృతి చెందారు కొల్లాంలోని నీదకర నుంచి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ముగ్గురు తమిళనాడు మత్స్యకారులు గల్లంతయ్యారు వారితో పాటు వెళ్లిన మరో ఇద్దరు జాలర్లు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు రాగలిగారు కోచి బీచ్లో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు కాసరగాడ్ జిల్లాలోని కుడులేలో ముప్పై సెంటీమీటర్లు హోస్దుర్గ్లో ఇరవై ఏడు పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కరైన గోడే నది ఉధృతంగా ప్రవహిస్తోంది అనేక ఇళ్లను ముంచెత్తింది కాసర్గాడ్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు మదనంతీశ్వర సిద్ధి వినాయక ఆలయంలోకి కూడా నీరు చేరింది ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల ఇరవై రెండు వరకు భారీ వర్షాలు తప్పవని వాతావరణ విభాగం హెచ్చరించింది కోజీకోడ్ సహా పలు జిల్లాల్లో ఇళ్లు హోటళ్లు కార్యాలయాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి ఇడుక్కి జిల్లాలో కొండచర్యలు విరిగిపడి పంటలు దెబ్బతిన్నాయి పంబల కల్లార్కుట్టి బూత తంకెట్టు మాలంకర డ్యాం గేట్లు తెరిచి అదనంగా చేరుతున్న నీటిని కిందకు వదులుతున్నారు ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న వానలు అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బుట్టాయగూడెం కొయ్యలగూడెం జీలుగుమిల్లి తణుకు ఉండ్రాజ్వరంలో రెండు గంటలు ఏకధాటిగా కురిసిన వర్షానికి జల్లేరు బైనేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం అంబాజీపేట అయినవెల్లి ప్రాంతాల్లో కురిసిన వర్షానికి పలుచోట్ల రహదారులపై నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు విశాఖ జిల్లా రోలుగుంటలో కురిసిన వర్షానికి నారుమళ్లలోకి నీరు చేరిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా మచిలీపట్నం గుంటూరు జిల్లా బాపట్ల కర్లపాలెం పిట్టలవానిపాలెం మండలాల్లో తెల్లవారుజాము నుంచి కురిసిన జోరువానతో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది ప్రకాశం జిల్లా చీరాల పర్చూరు చిన్నగంజాం మాటూరు ఇంకొల్లు ఎద్దనపూడి అవనిగడ్డలో కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగాయి లోతటు ప్రాంతాలకి నీరు చేరింది మాటూరు మండలం వలపర్లలో పెంకుటిల్లు కూలింది పరుచూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం హైదరాబాద్ రహదారిలో కొండచర్యలు విరిగిపడ్డాయి అటు తెలంగాణలో కూడా నిన్నటి నుంచి పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు రైతులు సంతోషిస్తుండగా పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు ఇబ్బంది పడ్డారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెల్లవారుజాము నుంచి ఎనిమిది గంటల వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది ఇంద్రవెల్లిలో పాఠశాలలోకి నీరు ముంచెత్తింది నెరదిగొండలో వాగులు వంకలు పొంగిపుర్లాయి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో వాగులు వంకలు పొంగిపుర్లాయి జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగులోకి భారీగా నీరు చేరింది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం మండలం రాయికల్లులో పిడుగుపడి రెండు ఆవులు మృతి చెందాయి నిజామాబాద్ జిల్లా బోధన్లో సరస్వతీనగర్ వెంకటేశ్వర కాలనీలోకి నీరు చేరింది గ్రేటర్ హైదరాబాద్లో వ్యర్థ జలాల శుద్ధి చేసేందుకు ఇరవై సీవరేజ్ ట్రీట్ ప్లాంట్ ప్లాంట్లు ఉన్నాయని ఈ ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిని పార్కులకు వినియోగించాలని జలమండలి ఎండీ దానకిషోర్ ఆదేశించారు సమీపంలోని ప్లాంట్ల నుంచి నీటిని పార్కులకు సరఫరా చేసేందుకు వెంటనే ప్రత్యేక పైప్లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవైలో శుద్ధి చేసిన నీటి వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నందున హైదరాబాద్లో ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన జలాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని కోరారు స్వచ్ఛ భారత్ అంశాలు ప్రతిబింబ ప్రతిబింబించేలా పార్కులను ఏర్పాటు చేస్తామన్న దానకిషోర్ నగరంలో నలభై కొత్త పార్కుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చామన్నారు స్వయం సహాయక బృందాలతో ఆరోగ్య కమిటీలను ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని ఆదేశించారు లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టాలను కఠినతరం చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ఎక్కడెక్కడైతే విదేశీయులు అక్రమంగా ఉన్నారో వారందరినీ గుర్తించి గౌరవంగా వాళ్ల దేశానికి పంపిస్తామని హైదరాబాద్లో చెప్పారు సైబర్ నేరాల నియంత్రణకు నూతన చట్టాలను తీసుకురానున్నట్లు చెప్పారు ఈ నెలాఖరు నాటికి దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్ల వివరాలు నేరుగా కేంద్ర హోంశాఖకు చేరుతాయని పేర్కొన్నారు భాజపా ఎక్కడా మతపరమైన ప్రచారం చేయలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఓవైసీ సోదరులను చెరోపక్కన కూర్చోబెట్టుకుని మత మతంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు మహిళలకు సంబంధించినటువంటిది ఇప్పటి వరకు ట్వెల్వ్ ఇయర్స్ లోపు ఉన్నటువంటి అమ్మాయిలను రేప్ చేసినట్లయితే మరణశిక్ష విధించేటువంటి చట్టం ఉంది దాన్ని మారుస్తున్నాం మేము దాన్ని ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అట్లా చేయాలని దాంట్లో ఉన్నాము కేబినెట్ కూడా కొంత అప్రూవల్ అయింది అదేవిధంగా అనేక రకాలుగా లైంగిక వేధింపుల మీద కూడా కఠినమైనటువంటి చట్టాలు తీసుకురాబోతున్నాము పోక్సోకి సంబంధించినటువంటి చట్టంలో అనేక రకాల అమెండ్మెంట్స్ తీసుకురాబోతున్నాం ఎందులో ఆదర్శమని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుని ముఖ్యమంత్రి జగన్ అడగటం అజ్ఞానమో అమాయకత్వమో అర్థం కావటం లేదని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు ఈ మేరకు ట్విట్టర్లో స్పందించిన లోకేష్ ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు చేపట్టి నష్టాల్లో ఉన్న సంస్థలను గట్టెక్కించి చంద్రబాబు ఆదర్శంగా నిలిచారని అన్నారు చంద్రబాబు కష్టాన్నే జగన్ తండ్రి వైఎస్ ఉచిత విద్యుత్ అంటూ సోకు చేసుకున్నారని లోకేష్ మండిపడ్డారు రెండు ఎన్నికలకు ముందు యూనిట్ విద్యుత్ పదహారు రూపాయలకు వైఎస్ కొనిపించారని చెప్పిన లోకేష్ ఈ నిర్ణయంతో డిస్కంలకు ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని వివరించారు ఈ నష్టాన్ని రెండు వేల పదిహేను ఏడాది కేంద్రం తెచ్చిన ఉదయ్ పథకాన్ని ఉపయోగించుకుని ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు భర్తీ చేశామని లోకేష్ ట్విట్టర్లో వివరించారు రెండు వేల పదిహేను పదహారులో నాలుగు రూపాయల అరవై మూడు పైసలకు కొన్న విద్యుత్తును రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి రెండు రూపాయల డెబ్బై రెండు పైసలకు తగ్గించామని చెప్పిన లోకేష్ ఇది గుర్తించని జగన్ పాత ధరలపైనే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు థర్మల్ పవర్ తక్కువ రేటుకే వస్తుందని వస్తుందన్న జగన్ వ్యాఖ్యలపై మండిపడిన లోకేష్ ప్రపంచం మొత్తం క్లీన్ ఎనర్జీ వైపు మళ్లుతుంటే ఇక్కడ థర్మల్ వైపు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించడం ఆశ్చర్యకరమని చెప్పారు ఇంటి కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన వివాదంతో జబర్దస్త్ టీవీ షో కళాకారుడు వినోద్పై దాడి జరిగింది ఈ దాడిలో వినోద్ తీవ్రంగా గాయపడ్డారు కాచిగూడలోని తాను అద్దెకు ఉంటున్న ఇంటిని అమ్ముతున్నారని కొనుగోలు చేసేందుకు పది లక్షలు అడ్వాన్స్గా ఇచ్చాడు డబ్బుల విషయంలో గొడవ జరిగిందని ఇంటి యజమానులు ప్రమీల అభిషేక్ సాయి చందర్ తనపై హత్యాయత్నం చేశారంటూ బాధితుడు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ముప్పై గజాల్లో నిర్మించాల్సిన గోడ విషయంలో వివాదం తలెత్తిందని వినోద్ పోలీసులకు వివరించారు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు ఎక్కడో కొందమెందుకు ఉన్న ఇల్లే కొనుక్కుందాం కదా అని మా సొంత ఇల్లులు ఉంటే కడపలో అమ్ముకొని వచ్చి ఈ ఇల్లు కొనుక్కోవడానికి పది లక్షలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది నేను లేని టైంలో అమ్మ దగ్గర అడ్వాన్స్ తీసుకొని తక్కువ రాపించారు డాక్యుమెంట్ పరంగా పోనీ ఎంతవరకు రాపించో అంతవరకు ఇవ్వమ్మా అంటే అది కూడా ఇవ్వనని చెప్పేసి ఆ కట్టకుండా ఆపేసి నేను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వను మా ఇల్లు మీకు అమ్మను మీ డబ్బులు మీకు ఇవ్వను అని చెప్పేసి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని అంతంత చేస్తున్నారు వాళ్ళు గొడవ పడుతున్నారు తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హల్చల్ చేశారు హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ వద్ద హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనంపై ముగ్గురితో ప్రయాణించారు అంతటితో ఆగకుండా ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు త్రిపుల్ రైడింగ్ చేస్తుంటే పోలీసులు కళ్లు మూసుకున్నారా అంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు రహదారి భద్రతా నిబంధనలు ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించినందుకు పన్నెండు వందలు శిరస్థానం లేకుండా నడిపినందుకు వంద రూపాయల జరిమానా విధించారు పోలీసులు విధించిన జరిమానాను చెల్లించిన వాహన యజమాని అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు సాహిత్యం పాత్రికేయ రంగంలో గోరా శాస్త్రి రచనలు అన్ని తరాలకు ఆదర్శప్రాయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు ప్రముఖ రచయిత పాత్రికేయుడు గోవిందుని రామశాస్త్రి శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సదస్సుకు వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు వినాయకుడి వీణ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన నిజాన్ని నిర్భయంగా నిష్కర్షగా చెప్పే గోరా శాస్త్రి రచనలు చదివేందుకు అప్పటి పాఠకులు అమితాసక్తి చూపేవారని చెప్పారు నాటితరం పాత్రికేయ ఆలోచనలు విలువలను నేటి తరానికి చాటి జరపాలని సూచించారు నిజాన్ని నిర్భయంగా నిష్కర్షగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పి సునిశ్చితమైన విమర్శతో హాస్యాన్ని వ్యంగ్యాన్ని ధర్మాగ్రహాన్ని సాహితీ వైదుష్యాన్ని సమపాళలో మేళవించే గోరా శాస్త్రి గారి సంపాదకీయాలంటే పాఠకులు చెవి కోసుకునేవారు ఆయన సంపాదకీయాలంటే జ్ఞాన సంపాదనకు మార్గాలని చెప్పని జనం వాటి కోసం ఎదురు చూసేవాళ్ళు నుంచి సాయంత్రం వరకు ఆపకుండా మనందరం ఆయన జీవితంలో ఉంటే అనేక అంశాలను మనం అందరం స్పృశించవచ్చు ముంబై పేలుళ్ల సూత్రధారి జమాత్ ఉత్ అధినేత హఫీజ్ సయీద్ను అరెస్టు చేసిన పాక్ చిత్తశుద్దిపై అగ్రరాజ్యం అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది హఫీజ్ ను గతంలోనూ అరెస్టు చేశారన్న అగ్రరాజ్యం అతని ఉగ్రవాద కార్యకలాపాలలో ఏమాత్రం మార్పు లేదని ఆక్షేపించింది సయీద్ అరెస్టును గతంలో చాలాసార్లు చూశామని చెప్పిన అమెరికా ఏమార్చే చర్యలు కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్కు సూచించింది వచ్చే వారంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్న వేళ ట్రంప్ అధికార యంత్రాంగంలోని సీనియర్ అధికారి చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి జూలై ఇరవై ఆరు కార్గిల్ విజయ్ దివస్ను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ యుద్ద స్మారక స్థూపం వద్ద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమరవీరులకు నివాళులర్పించారు కార్గిల్ యుద్దం జరిగి ఇరవై ఏళ్లు పూర్తవుతున్న వేళ భారత సైన్యం నిర్వహిస్తున్న వేడుకల్లో ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్తో కలిసి రాజ్నాథ్ పాల్గొన్నారు అనంతరం కార్గిల్ యుద్ద పరిస్థితులపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు ఖతువా జిల్లాలోని ఉజ్ సాంబా జిల్లాలోని బసంతర్లో సరిహద్దు రహదారుల సంస్థ నిర్మించిన రెండు వంతెనలు రాజ్నాథ్ జాతికి అంకితం చేశారు ఉజ్ వంతెన కిలోమీటర్ పొడవులో బసంతర్ వంతెనను ఆరు మీటర్ల పొడవున నిర్మించారు మంత్రి పదవికి నవజోత్ సింగ్ సిద్దు చేసిన రాజీనామాను పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆమోదించారు జూన్ ఆరున పంజాబ్ కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించిన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నవజోత్ సింగ్ సిద్దు శాఖలను మార్చారు జూన్ ఆరు వరకు స్థానిక ప్రభుత్వ విభాగం పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రిగా ఉన్న సిద్దుకు ఇంధన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిత్వ శాఖలను అప్పగించారు శాఖల మార్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సిద్దు జూన్ పదిన రాజీనామా లేఖను ట్విట్టర్లో పెట్టారు తనకు అప్పగించిన శాఖలను నిర్వర్తించడానికి సిద్దు ఇష్టపడకపోతే తాను చేయగలిగిందేమీ లేదని అప్పుడే ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు జులై పదిహేనున సిద్దు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపగా ఆయన ఇవాళ ఆమోదముద్ర వేశారు స్థానిక ప్రభుత్వ విభాగ మంత్రిగా సిద్దు సరిగా పనిచేయనందునే లోక్సభ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ దెబ్బతిందని ఆరోపణలపై సిద్దుకు అమరీందర్కు మధ్య దూరం పెరిగింది ఆ దూరం తదనంతర పరిణామాల్లో సిద్దు రాజీనామాకు దారితీసింది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు మధ్యప్రదేశ్ గవర్నర్గా ఉన్న ఆనందీబెన్ పటేల్ను ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమించారు బీహార్ గవర్నర్గా ఉన్న లాల్జీ టాండన్కు మధ్యప్రదేశ్ గవర్నర్ బాధ్యతలు అప్పగించారు లాల్జీ టాండన్ స్థానంలో బీహార్ గవర్నర్గా ఫాగు చౌహాన్ను నియమించిన రాష్ట్రపతి నాగాలాండ్ గవర్నర్గా ఆర్ఎన్ రవిని నియమించారు పశ్చిమ బంగాల్ గవర్నర్గా జగదీప్ ధన్ఖర్ బాధ్యతలు స్వీకరించనున్నారు త్రిపుర గవర్నర్గా రమేష్ బయాస్ నియమితులయ్యారు చైనాలోని గాంజౌ నగరంలో ఏడంతస్తుల భవనం కిటికీ గార్డ్ ఊచల మధ్య తలభాగం చిక్కుకుపోయిన ఐదేళ్ల బాలికను అగ్నిమాపక సిబ్బంది రక్షించారు ఇంట్లో ఐదేళ్ల పాప ఆడుతున్న సమయంలో ఆమె తల్లి కొన్ని సరుకులు కొనేందుకు షాపుకు వెళ్లింది చిన్నారి ఆడుకుంటూ బాల్కనీ వైపు వెళ్లి తెలియకుండానే తలుపును గడియ అలా ఆడుకుంటున్న సమయంలో విండో గార్డు పైకి ఎక్కడంతో బాలిక ఊచల మధ్యలో ఉన్న ఖాళీలో పడిపోయింది తలభాగం ఊచల మధ్యలో ఇరుక్కుపోయి ప్రమాదకరంగా వేలాడుతూ కనిపించింది ఇంటికి వచ్చిన తల్లి బాలిక కోసం వెతకగా కనిపించలేదు బాల్కనీ తలుపు గడియ వేసి ఉండటం గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చింది పాపను కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడ్డారు ఒక బృందం భవనంపైకి వెళ్లి తాడుతో చిన్నారి వద్దకు చేరుకోగా మరో బృందం తలుపు బద్దలు కొట్టి చిన్నారిని కాపాడింది ఇటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం